హైదరాబాద్లో మనకు అజీజ్ నగర్ అండి ఇది సో అజీజ్ నగర్లో మనకు సెంటర్ ద్వారాలకు సంబంధించిన ఒక హౌస్ కనబడింది ఇది చాలా చాలా అద్భుతంగా ఉంది సో సెంటర్ ఓపెనింగ్ అనమాట ఒకసారి మీరు కూడా అబ్జర్వేషన్ చేయండి ఇది చాలా చాలా పాతకాలం నాటి ఇల్లు అనమాట సో సెంటర్ ఓపెనింగ్ ఎట్లా వచ్చింది నేను చూపిస్తాను మీకు ఇది పర్ఫెక్ట్ అనమాట ఇది ఇప్పుడు నేను చెప్పే బ్రహ్మస్థానం అనేది ఇందే ఇంకేం అనమాట ఇక్కడ జరిగినట్టుంది చూడండి hmm. కానీ దానికి ఆపోజిట్ విండో పెట్టారు దానికి విండో పెట్టేశారు అంతే so center to center door అర్థమవుతుందండి hmm. డోర్స్ అర్థమవుతున్నాయి ఇంత యాక్యురేట్గా రావాలి కానీ ఈ కాలంలో చేసేటోళ్ళు అంటే చాలా కష్టం అసలు ఇది ఇది పట్టించుకొని కూడా పట్టించుకోరు ఇప్పుడు మీరు ఆర్కిటెక్ట్కి చెప్తే డిజైనింగ్లు చూపిస్తాడు కానీ ఇవన్నీ చేయరనమాట కష్టం